హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు రోబోటిక్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను రోబోటిక్స్ అంటే ఏంటి రోబోట్కి మరో పేరు మ్యానిపులేటర్ ఇలా రోబోటిక్స్ మెకానిజం ఎలా ఉంటుంది కినమాటిక్స్ ఇన్ రోబోటిక్స్ అంటే ఏంటి ఫార్వర్డ్ కినమాటిక్స్ అంటే ఏంటి పేస్ అంటే ఏంటి లింక్ అంటే ఏంటి జాయింట్స్ అంటే ఏంటి ఎండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి త్రీ యాక్సెస్ రోబోట్ అంటే ఏంటి సిక్స్ యాక్సెస్ రోబోట్ అంటే ఏంటి వెక్టర్ అంటే ఏంటి రోబోట్ రోబోటిక్స్లో ఎన్ని రకాల రోబోట్స్ ఉన్నాయి కో రోబోట్ అంటే ఏంటి అసలు రోబోట్ నార్మల్ లైఫ్లో హ్యూమన్కి ఎలా యూజ్ అవుతుంది రీటైల్ బిజినెస్లో రోబోటిక్స్ యూసేజ్ హోల్సేల్ బిజినెస్లో రోబోటిక్స్ ఎలా యూజ్ చేస్తారు ఎన్ని టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి రోబోటిక్స్ అప్లై అవుతుంది ఎలా అప్లై చేయాలి ఎలా యూజ్ చేసుకోగలగాలి అనేది ఈ జనరేషన్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ